hi friends welcome to my channel సాధారణంగా మనం పూజలు చేసేటప్పుడు కానీ పర్వదినాల్లో కానీ అష్టోత్తర శతనామాలు కానీ సహస్రనామాలు కానీ చదివి భగవంతునికి పూజ చేస్తాం కదా ఇక్కడ మనం అష్టోత్తర శతనామాల గురించి మాట్లాడుకుందాం అసలు అష్టోత్తర శతనామాలనే ఎందుకు చదవాలి నూట ఎనిమిదికి బదులుగా నూట యాభై కానీ రెండు వందలు కానీ నామాలు చదువుకోవచ్చు కదా అలా కాకుండా నూట ఎనిమిది నామాలే ఎందుకు చదవాలి అనే సందేహం చాలామందికి వస్తుంది అసలు నూట ఎనిమిది నామాలు చదవడానికి గల కారణం ఏంటంటే మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అందులోనూ నూట ఎనిమిది ముఖ్యమైన నాడులు మన హృదయంలోనే ఉంటాయి గీతలో శ్రీకృష్ణులు వారు చెప్పినట్టుగా ప్రతి జీవి హృదయంలోనూ భగవంతుడు కొలువే ఉంటారు అందువల్లనే భగవంతుని పూజించేటప్పుడు నూట ఎనిమిది సంఖ్యను అనుసరించి నామాలు చదవడం కానీ నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేయటం కానీ సాంప్రదాయంగా ఏర్పడింది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా జపమాలలో నూట ఎనిమిది పూసలు ఉంటాయి కదా అలా ఉండడానికి కారణం కూడా ఇదే అలాగే నూట ఎనిమిదిలో ఉన్న ఒకటి పరమాత్మకు సంకేతం అదేవిధంగా ఎనిమిది అనే సంఖ్య అష్ట ప్రకృతులకి సంకేతం మధ్యలో ఉన్నటువంటి సున్నా జీవాత్మకు సంకేతం అంటే జీవాత్మకు ఒక ప్రక్కేమో ప్రకృతి మరో ప్రక్కేమో పరమాత్మ ఉంటారన్నమాట జీవాత్మ ఐహిక బంధాలకు చిహ్నమైన అష్ట ప్రకృతుల వైపుకి వెళ్లకుండా పరమాత్మకు సన్నిహితంగా కావడమే మోక్ష మార్గం అదే జీవుని యొక్క ముఖ్య లక్ష్యం దీనికి సంకేతంగానే నూట ఎనిమిది నామాలు అనేవి సూచించడం జరిగింది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ